కీర్తనలను నూట యాభై ఒకటి నుంచి ఆరు యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయం నందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్థుతించుడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్థుతించుడి ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్థుతించుడి భూరధ్వనితో ఆయన స్థుతించుడి శరమండలములతో సితారతో ఆయన స్థుతించుడి తంబురతోనూ నాట్యంతోనూ స్థుతించుడి తంతి వాగ్నంతోనూ పిల్లన గ్రోహితో ఆయన స్థుతించుడి మ్రోగు తాళంలో ఆయన స్థుతించుడి గంభీర దొండగల తాళంతో ఆయన స్థుతించుడి సకల ప్రాణులు యహోవాను స్థుతించుడు గాక యహోవాను స్థుతించుడి